ఏదేమైనా దేవుని కృపలో మరి బొగ్గులు ఏమంటారు బొగ్గుల లారీలో వెళ్ళిన రోజులు ఉన్నాయి that if your work you are not doing that we're going to lose our reward God's work will be done but if you are not doing your work దేవుడు మనకిచ్చిన పనిని నాకు ఇచ్చిన పనిని నేను చేయకపోతే దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను వ్యర్థమైపోతా వర్క్ జరుగుతూనే ఉంటుంది the work will be done maybe some others will do that but we will be losing the privilege to work so as much as we can on this earth let's do and glorify the Lord ఈ రాత్రి నేను ప్రాముఖ్యంగా ఈ ప్రిపరేషన్ మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనుకున్నా preparing the children for the blessing ఈ పిల్లాడు ఉన్నాడే ఏమాత్రము కూడా అర్హత లేదు ఎందుకని తండ్రి ఎవరిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఏసావును ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఏసావును ఆశీర్వదించాలని కోరుతుంటుండగా కుమారుణ్ణి సిద్ధపరిచింది నేను రాత్రి చెప్పాను కదా వృద్ధుడు రేపో మాపో చనిపోబోతున్నాడు is going to die can he eat the two goats but he she set రెండు మేక పిల్లలను పట్టురా అని చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకుండా రెండింటిని తెచ్చాడు రెండు మేక పిల్లలు అవసరం అంటావా డాడీ రెండు తింటాడు అంటావా అని అడగలేదు where there is obedience there would be blessing పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు ఒక ఒక విత్తనం అన్న పడదంటారా తెచ్చినందుకు దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళినా మీరు దేవుని మాటలు వినే చోటకు తీసుకొని పోండి నేను ఇక్కడ ఉన్నానంటే తప్పిపోయిన తరువాత కూడా మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వీడు మాట లేదని మన కొరకు ప్రార్థన చేస్తూనే ఓ మీటింగ్కి ఇలాగ తీసుకొని వెళ్ళాడు ఆయన వింటాడులే దేవుని యొక్క వాక్యాన్నని కానీ ఆ రోజు ప్రభువు నాతో మాట్లాడినందుచేత నేను రక్షించబడ్డాను so take your kids along with you wherever you listen the word of God always always try to take them to the God's presence